భారత ప్రభుత్వం వారు మనకి వ్యాక్సిన్ డోసెస్ అండి వ్యాక్సిన్ డోసెస్ మనం ఆజాదీగా అమృత్ మహోత్సవం అనే మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం భారతదేశం స్వతంత్రం సాధించి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుందన్న డెబ్బై ఐదు రోజుల పాటు భారతదేశంలో అందరికీ ఉచిత ఫ్రీ డోస్ ఇచ్చేందుకు గాను ప్రభుత్వం వారు ముందుకొచ్చారండి చూడండి free precautionary dose booster dose అనమాట for adults at all government vaccination centres from July fifteenth till seventy five days July fifteenth నుంచి డెబ్బై ఐదు రోజుల పాటు అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగేందుకు గాను ప్రభుత్వం వారు ఎంతగానో కృషి చేస్తున్నారండి ఓకే సో దీన్ని కూడా సెవెంటీ ఫైవ్ డేస్ అంటే beyond August so Azadi ka Amrit Mahotsav కాబట్టి సెవెంటీ ఫైవ్ డేస్ అనేది ఒక థీమ్గా పెట్టుకొని అందరికీ బూస్టర్ డోస్ అందే అందించేందుకు భారత ప్రభుత్వం ఇటీవల నిర్ణయించుకుందన్న విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి అలానే ఇంకో ఇంపార్టెంట్ రిపోర్ట్ వచ్చిందండి యూనిసెఫ్ ఓకే యూనిసెఫ్ యూనిసెఫ్ అనే సంస్థ వారు United Nation Institute for Children Education Fund అనే ఒక సంస్థ వారు ఏం చెప్పారంటే భారతదేశంలో భారతదేశంలో కోవిడ్ వలన దాదాపు రెండు వేల ఇరవైలో మూడు మిలియన్ ముప్పై లక్షల చిన్నారులకి డిపిటీ డోసెస్ డిపిటీ వ్యాక్సిన్కి చెందినటువంటి డోసులు అనేటివి వారు మిస్ అయ్యారని చెప్పేసి చెప్పారండి యూనిసెఫ్ వారు సో దానికోసం మనం ఒక్కసారి డీపీటీ వ్యాక్సిన్ గురించి తెలుసుకుందామండి ఓకే సో డీపీటీ వ్యాక్సిన్ ఈ యొక్క డీపీటీ అంటే ఏంటంటే అండి దిఫ్తేరియా ఏంటండి diphtheria diphtheria pertussis pertussis and tetanus tetanus అంటే ఇటువంటి మూడు వ్యాధులకి మనం ఇచ్చేటటువంటి ఒకే ఒక వ్యాక్సిన్ ఏంటంటే డిపిటీ వ్యాక్సిన్ పెర్త్యూసిస్ అనే వ్యాధిని మనం వూఫింగ్ కఫ్ వూఫింగ్ కఫ్ అనే కఫ్గా కూడా మనం పిలుస్తాం తన లంగ్స్లో ఇన్ఫెక్షన్ వల్ల తన దగ్గర ఉన్నప్పుడల్లా ఉఫ్ ఉఫ్ అనే సౌండ్ వల్ల దాన్ని ఉఫింగ్ కఫ్ అంటాము ఇది రెస్పిరేట్ డిఫ్తేరియా అనేది మీరు ఒక నాసల్ క్యావిటీ రెస్పిరేటరీ క్యావిటీస్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది టెటానస్ అనేది మామూలుగా మీకు ఇన్ఫెక్షన్ అనమాట మామూలుగా ఏదైనా స్టీల్ది సిలుం పట్టినటువంటి వస్తువులు ఏమైనా చీరుకున్నప్పుడు అవుతుంది కదా టీటీ ఇంజెక్షన్ తీసుకోమంటారు అదే టెటానస్ అనమాట టెటానస్ ఇంజెక్షన్ అనమాట అది సో అలాంటి వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు ఇచ్చేటటువంటి డోసే ఈ డిపిడి డోస్ భారతదేశము యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద దేని కింద అండి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ యూఐపి అనొచ్చు లేదా మిషన్ ఇంద్రధనుష్ అని కూడా పిలుస్తాం మనం ఇప్పుడు మిషన్ ఇంద్రధనుష్ ధనుష్ ప్రోగ్రాంలో కూడా అందరికీ పిల్లలందరికీ పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా ఐదేళ్ళ లోపు ఈ యొక్క డిపిటీ వ్యాక్సిన్లో మూడు డోసెస్ ఇచ్చేసి వారిని ఆరోగ్యవంతంగా చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం వారిని నిర్ణయించుకున్నాండి పుట్టిన వెంటనే జీరో డోస్ ఇస్తాము చాలా చిన్న డోసు ఆ తర్వాత ఒక సంవత్సరంకి ముందుగా ఒక సంవత్సరం అయిన తర్వాత సెకండ్ డోస్ థర్డ్ డోస్ ఇలా మూడు డోసులు ఇచ్చేస్తాం ప్రజలకి సో ఆ యొక్క డిపిటీ వ్యాక్సిన్ ఈ యొక్క కోవిడ్ వలన తక్కువ జరిగిందని చెప్పేసి చెప్పారండి సో భారత ప్రభుత్వం కూడా దాన్ని ఆలోచించి ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ అంటే మళ్ళీ చాలా ఇంటెన్సిఫైడ్గా మనం కోవిడ్ టైంలో మిస్ అయినటువంటి వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా ప్రజలకు అందాలని చెప్పేసి ఆ మిషన్ని చేసినట్టుగా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటండి ఇంటెన్సిఫైడ్ ఓకే సంకల్ప్ అనే ప్రోగ్రామ్స్ కానివ్వండి ఇంటెన్సిఫైడ్ మీతో ఇంద్రధనుష్ ఫోర్ పాయింట్ జీరో ఇలాంటి ఇనిషియేటివ్స్ వల్ల భారత ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తుందండి సో దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో సింపుల్గా డీపీటీ వ్యాక్సిన్ గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్కి వెళ్ళిపోదాం ఓకే చిన్న క్వశ్చన్ అండి ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ ఏంటి అండి అంటే అది దేనికి సంబంధించిందంటే స్మాల్ పాక్స్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ దాని గురించి కూడా నేను చెప్తాను ఓకే నెక్స్ట్ అండి ఇంకో గ్రేట్ ఫీట్ ఇండియా అనేది అచీవ్ చేసిందండి నేను ఈ క్లాస్ చెప్పే నాటికి భారత ప్రభుత్వం ఆల్రెడీ రెండు వందల కోట్లకు పైగా రెండు వందల కోట్లకు పైగా కోవిడ్ నైన్టీన్ సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి ప్రజలందరికీ సో దానికి గాను డబ్ల్యూహెచ్ఓ వారు మనం ఎంతగానో పొగిడారండి ఎంతగానో గర్వించారు okay so India crosses two hundred crores vaccination doses given to its people చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఇందులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా నోట్ చేసుకోవాలి కొంచెం మెయిన్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి కదా మంచి ఆన్సర్స్ రాయాలంటే సో దానికి ఇక్కడ చూడండి only three point eight percentage of the population అనేది బూస్టర్ డోస్ తీసుకున్నారు భారతదేశంలో రెండు వందల కోట్ల వ్యాక్సినేషన్స్ అయ్యాయి కరెక్టే కానీ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్న వారి సంఖ్య కనుక చూసినట్టయితే కేవలం మన పాపులేషన్లో వ్యాక్సిన్లు డోసులు తీసుకున్న వారిలో కేవలం మూడు పాయింట్ ఎనిమిది శాతం వారే తీసుకున్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే వరల్డ్ యావరేజ్గా తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం మంది బూస్టర్ డోసులు తీసుకున్నారండి కానీ భారతదేశంలో మాత్రం కేవలం మూడు పాయింట్ ఎనిమిది శాతమే అన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి okay India's coverage of initial two doses have been improve to sixty five percent ఏంటండి ఫస్ట్ టూ డేసెస్ తీసుకున్నటువంటి వ్యక్తుల్లో భారతదేశమే అగ్రస్థానంలో ఉందండి ప్రపంచ యావరేజ్తో పోలిస్తే ఇండియాలో ఫస్ట్ టూ డోసెస్ తీసుకున్న వారి సంఖ్య అరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క సంఖ్య వచ్చేసి సిక్స్టీ వన్ పాయింట్ త్రీ ఉన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డిజీజ్కి వెళ్ళిపోతున్నామండి ఈ యొక్క కరెంట్ అఫేర్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ డిజీజ్ ఏంటంటే మంకీ పాక్స్ చాలాసార్లు నేను మీకు కరెంట్ అఫేర్స్లో చెప్పాను చాలాసార్లు మీరు వింటూనే ఉన్నారు monkeypox monkeypox monkeypox okay ఇది ఎందుకంటే అండి ప్రపంచాన్ని ఇప్పుడు గడగడలాడిస్తుంది యూరోప్లో ఎక్కువ కేసెస్ వస్తున్నాయి భారతదేశంలో కూడా first case of monkeypox వచ్చేసి కేరళలో డిటెక్ట్ అయింది మనకి ఓకే తెలంగాణలో కూడా ఒక వ్యక్తికి మంకీ పాక్స్ వ్యాధి సోకిందని చెప్పేసి వారిని ఐసోలేట్ చేసినప్పటికీ అది మంకీ పాక్స్ కాదు అది చికెన్ పాక్స్ అని చెప్పడం జరిగిందనమాట ఓకే సో ఇప్పటికే మీకు కొంచెం అర్థం ఉంటుంది అంటే మంకీ పాక్స్ అంటే చికెన్ పాక్స్ లాగానే కనిపిస్తుంది అనే అర్థం ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ఫిగర్లో ఈ యొక్క పిల్లవాడికి ఇలా ఒంటి నిండా బొబ్బలు రావడం ఈ యొక్క మంకీపాక్స్ని వ్యాప్తి చెందడంలో ఎలుకలకి మరియు కోతులకి ఎంతగానో దగ్గర సంబంధం ఉందన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఓకే ఈ మంకీ పాక్స్ అనే వ్యాధి అండి ఒక వైరస్ అండి ఈ మంకీ పాక్స్ అనేది ఒక వైరస్ ద్వారా స్ప్రెడ్ స్ప్రెడ్ అవుతుంది okay virus flaviviridae flaviviridae అనే వైరస్ జాతికి చెందిందే ఈ మంకీ పాక్స్ వైరస్ అనమాట ఇదే వైరస్ మనకి చికెన్ పాక్స్ మరియు స్మాల్ పాక్స్ ముఖ్యంగా స్మాల్ పాక్స్ స్మాల్ పాక్స్ అనే ఒక వ్యాధిని మనకు కలిగిస్తుందండి ఇదే ఫ్లావీ విరిడే అనేది ఓకే అయితే ప్రపంచవ్యాప్తంగా స్మాల్ పాక్స్ అనే వ్యాధిని పంతొమ్మిది వందల ఎనభైలో మనం ఎరాడికేట్ చేసామండి మొత్తానికి ఎరాడికేట్ చేసాం తద్వారా ఏమైందండి స్మాల్ పాక్స్కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ అనేది తగ్గిపోయింది ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే ఆల్రెడీ ఎరాడికేట్ చేశాము కాబట్టి అవసరం లేదు సో ఈ విధంగా ఈ యొక్క స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ కనుక తీసుకున్నట్టయితే ఎవరైనా వారికి ఈ యొక్క మంకీ పాక్స్ వ్యాధి సోకే అవకాశం చాలా చాలా తక్కువ అండి చాలా చాలా తక్కువ కానీ ఇప్పుడు వ్యాక్సినేషన్ ఇది ఇప్పుడు లేదు కానీ ప్రస్తుతం మరి మంకీ పాక్స్కి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా ట్రీట్మెంట్ ఉందా ఏదైనా వ్యాక్సిన్ ఉందా ఇప్పుడైతే ప్రత్యేకించి దీనికోసం ఎటువంటి మందులు ఎటువంటి ట్రీట్మెంట్ లేదండి తనకున్నటువంటి నొప్పిని తగ్గించేందుకే ప్రయత్నిస్తూ ఉంటాం దీంట్లో వ్యక్తికి కనిపించే ముఖ్యమైన సిమ్టమ్స్ ఏంటంటే అండి తన లింఫ్ నోట్స్ లింఫ్ నోట్స్ అనేటివి స్వెల్ అవుతాయండి అంటే చర్మం కింద ఉన్నటువంటి లింఫ్ నోట్స్ అన్నీ కూడా ఉబ్బ వచ్చేసి దాంట్లోకి నీరు చేసుకు చేరుకొని ఒంటి నిండా ఇలా బొబ్బల్లా మారిపోతుంది అనమాట so that is one of the symptom మరి వీరిని ఎలా డయాగ్నోస్ చేస్తాం మరి వీరికి వచ్చిన వ్యాధి ఏంటి అసలు మంకీపాక్స్ ఏనా అని అన్నప్పుడు వీరికి చేయవలసిన టెస్ట్ ఏంటంటే అండి PCR polymerised chain reaction test ద్వారా దీన్ని క్లియర్గా పసికట్టగలుగుతామండి యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్లు లేదా ర్యాపిడ్ యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్లు దీనికి పనిచేయవు ఓకే ఇది ఒక డిఎన్ఏ వైరస్ అండి ఏంటండి ఇది ఒక డిఎన్ఏ వైరస్ కోవిడ్ నైన్టీన్ ఏంటండి కోవిడ్ నైన్టీన్ వచ్చేసి ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి దాంట్లో వాడే టెక్నాలజీ ఏంటంటే ఆర్టీపీసీఆర్ అంటే ఆర్ఎన్ఏని ఫస్ట్ డిఎన్ఏగా మార్చి తర్వాత దాంట్లో అసలు ఈ వైరస్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తామన్నమాట okay so monkeypox virus గురించి ఇంతే కాకుండా ఇంకొద్దిగా కూడా చూసేద్దామండి దానికి సంబంధించిన స్లైడ్ వివరాలు నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను డోంట్ వరీ చూడండి మంకీ పాక్స్ వచ్చేసి ఒక జినోటిక్ డిజీజ్ అండి ఓకే ఇది ముఖ్యంగా స్మాల్ పాక్స్ని పోలి ఉంటుంది ముఖ్యంగా నైజీరియాలో ఎండిమిక్ అండి రెండు వేల పదిహేడులో నైజీరియాలో ఒక పెద్ద అవుట్బ్రేక్ వల్ల చాలామంది ఈ యొక్క మంకీ పాక్స్ వ్యాధికి గురవడం జరిగిందండి ఓకే ఎండమిక్ టు నైజీరియా ఇది ఆర్థోపాక్స్ వైరస్ మరియు పాక్స్ విరిడే అనే రెండు జాతులకు చెందిందండి ఓకే చిన్న కరెక్షన్ కూడా చేసుకోవాలి ఇక్కడ మీరు ఫ్లావీ విరిడే అని చెప్పాను అది వచ్చేసి ఆర్థోపాక్స్ వైరస్ మరియు పాక్సీ విరిడే ఫ్లావీ కంటే కూడా పాక్సీ విరిడే అని గుర్తుపెట్టుకోవాలి నేచురల్ హోస్ట్లు వచ్చేసి ముఖ్యంగా మీకు మంకీస్లో స్క్విరల్స్లో ర్యాట్స్లో ఎక్కువగా కనిపిస్తుంది అండి దానికి కూడా ఇక్కడ ఇచ్చాను నెక్స్ట్ అవుట్ బ్రేక్స్ ఎక్కడెక్కడ కనిపించాయి ఇంతకుముందు అంటే ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎక్కువగా కనిపించిందండి ఆ తర్వాత నైజీరియాలోనే ఇది ఎక్కువ శాతం కనిపిస్తూ వచ్చింది దానికి సంబంధించిన విషయాలు సెంట్రల్ ఆఫ్రికా ప్రాంతంలో మరియు వెస్ట్ ఆఫ్రికా ప్రాంతంలో ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉందన్న విషయాన్ని కూడా మీరు ఒకసారి నోట్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి చెప్పాను కదండి కొద్దిగా లింఫ్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది స్మాల్ పాక్స్కి వచ్చినట్టు ఒంటి నిండా బొబ్బలు రావడం అవన్నీ కూడా severe then chickenpox chicken chickenpox కంటే కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది సో ఈ విధంగా బొబ్బలు వచ్చేస్తాయి ఒంటి నిండా ఓకే నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఏ విధంగా అవుతుందని ఒక మనిషి నుంచి ఇంకో మనిషి కంటే ఆ మనిషి యొక్క ఫ్లూయిడ్స్ అనేటివి ఇతర మనిషి కంటినప్పుడు ఆ మనిషి పండుకున్నటువంటి బెడ్ని షేర్ చేసుకున్నప్పుడు ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయినప్పుడు ఇలా మనము సరైన ఈ యొక్క మీట్ ఉంటుంది కదా వైరస్ ఉన్నటువంటి మీట్ని తిన తినడం వల్ల కూడా ఈ యొక్క వ్యాధి అనేది మనకి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది okay human to human transmission skin lesions వలన రెస్పిరేటరీ ట్రాక్ట్ సెక్రీషన్ మీ యొక్క చీమిడ్లో కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది occurs inoculation or via uh placenta అంటే కడుపులో ఉన్నటువంటి పిల్లవాడికి కూడా ఈ యొక్క వ్యాధి చేరే అవకాశం ఉంటుందండి తల్లి నుంచి పిల్లవాడికి దాన్ని మనం కాన్జెనిటల్ మంకీ పాక్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం ఓకే వల్నరబిలిటీ ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన వారికి లక్షణాలు అనేది ఏడు నుంచి పద్నాలుగు రోజుల తర్వాత కనిపిస్తాయి కానీ ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే నాలుగు రెండు నుంచి నాలుగు రోజుల్లో మీకు ఈ వ్యాధి అనేది ఒంటి నిండా వ్యాప్తి చెంది బొబ్బలు వస్తూ ఉంటాయండి ప్రతి పది మందిలో ఒకరు అనే వ్యక్తి చనిపోతూ ఉంటారు ఈ వైరస్ వల్ల చాలా చాలా పెయిన్ఫుల్ వైరస్ దీనికి ప్రత్యేకించి ఏ ట్రీట్మెంట్ లేదు దాన్ని నొప్పి తగ్గించడం తప్ప మనం ఏమీ చేయలేమండి దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి పాక్సీ విరిడే ఫ్యామిలీకి చెందిందని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ డయాగ్నోసిస్ దేని గురించి దేంతో చేస్తామంటే వారి స్కిన్లో ఉన్న పస్సుని వారి స్కిన్ శాంపుల్ని తీసుకొని మనం చేస్తూ ఉంటాం దీనికి సెరాలజీ టెస్ట్లు యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్లు పనిచేయవు అన్న విషయాన్ని నేను చెప్పాను ఆ పీసీఆర్ టెస్ట్లు ఎగ్జ్ ఎగ్జాక్ట్లీ పనిచేస్తాయి ఇలా వ్యాధి సోకినటువంటి వ్యక్తుల నుంచి మనం సరైన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఏనాడు వ్యాధి సోకింది ఏ విధంగా ఉంది డేట్ ఆఫ్ ర్యాష్లు ఎప్పుడు వచ్చాయి ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల డేటా సెగ్రిగేట్ చేయడం వల్ల వ్యాధిని నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రీట్మెంట్ చెప్పాను కదా స్మాల్ పాక్స్కి సంబంధించిన వ్యాక్సిన్ తీసుకుంటే వ్యాధి రాదు కానీ పంతొమ్మిది వందల ఎనభైలో మనం దీన్ని ఎండ్ చేశాం చిన్న క్వశ్చన్ అండి ఇక్కడ మీకు స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ కనిపెట్టింది ఎవరు అనేది నేను మీకు ఇచ్చే క్వశ్చన్ ఓకే అది దయచేసి కింద కామెంట్ సెషన్లో పెట్టాలి ఓకే నెక్స్ట్ దీనికి ఎటువంటి గ్లోబల్ సిస్టమ్ లేదు ఇప్పటివరకు డబ్ల్యూహెచ్ఓ కూడా ఎలా మెయింటైన్ చేయాలో ఇప్పుడిప్పుడే గైడ్లైన్స్ ఇస్తూ వచ్చిందండి no specific treatment self limiting is the only treatment next kala azar దీన్నే వెసిరల్ లెస్మేనియాసిస్ అని కూడా అంటాం ఏంటండి వెసిరల్ లెస్మేనియాసిస్ లేదా కాలా అజార్ లేదా బ్లాక్ ఫీవర్ అని కూడా అంటాం ఏంటండి వెసిరల్ లెష్మేనియాసిస్ లెస్మేనియాసిస్ వెషరల్ లెస్మేనియాసిస్ అనే వ్యాధి ఇది ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది శాండ్ ఫ్లై అన్నమాట శాండ్ ఫ్లై ఈ శాండ్ ఫ్లై అనే ఫ్లై మనను కుట్టడం ద్వారా దీంట్లో ఉన్నటువంటి పోరోజైట్స్ దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రోటోజోవా వల్ల అది మన బాడీలోకి చేరిపోయి ఆ ప్రోటోజోవా మల్టిపుల్ అయిపోయి మన బాడీలో ఈ యొక్క వ్యాధిని చెంది వ్యాధిని ప్రాప్తి చెంది వ్యాప్తి చెంది మన బాడీకి అంతా కూడా డిస్కంఫర్ట్ కానివ్వండి అనేమియా కానివ్వండి మన పొట్ట ఉబ్బిపోవడం ముఖ్యంగా మన స్ప్లీన్ అనమాట పొట్ట పక్కనే ఉన్నటువంటి స్ప్లీన్ అనేది ఉబ్బిపోయి వాపొచ్చేసి నల్లగా మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అందుకే ఆ వ్యక్తి నల్లగా కనిపిస్తాడు కాబట్టి కాలా ఆజార్ అని పిలుస్తాం దేనివల్ల వస్తుందండి శాండ్ ఫ్లైలో ఉన్నటువంటి ఒక వెక్టార్ వల్ల ప్రోటోజోవా వల్ల గుర్తుపెట్టుకోవాలి ఓకే మరి దీన్ని ఎలా నివారించుకుంటాం సింపుల్ అండి ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ చేసుకోండి మస్కిటోకి వాడేటటువంటి రెపెలెన్స్ దీన్ని కూడా చంపేస్తూ ఉంటాయి ఇది ముఖ్యంగా ఇవి ఎక్కడ బతుకుతాయంటే అండి మట్టి ఇళ్లలో చీకటి చీకటిగా ఉన్న లేదా మూలల్లో ఉన్నటువంటి చల్లటి ప్రదేశాల్లో అవి వాటి గుడ్లు పెడుతూ ఉంటాయండి కాబట్టి ముఖ్యంగా బీదవారి దగ్గరే ఎక్కువగా ఈ వ్యాధి ఉంటుంది రిచ్ పీపుల్ దగ్గర కాదు ఎందుకంటే వాళ్ళ హౌసెస్ నీట్గా ఉంటాయి బీదవారి మట్టిళ్ళల్లో మూలల్లో దాక్కొని గుడ్లు పెట్టడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వారికి సోకుతుందండి చాలా చాలా డేంజరస్ వ్యాధి ఈ యొక్క కాలాజార్ బ్లాక్ ఫీవర్ కంటే ముందు ముఖ్యంగా ఈ యొక్క శాండ్ఫ్లై లెష్మేనియాసిస్ అనే వ్యాధిని మనకి ఇస్తుందన్నమాట లెష్మేనియాసిస్ అనే వ్యాధుల్లో మూడు రకాలు ఉంటాయండి వెసిరల్ లెష్మేనియాసిస్ ఓకే క్రిప్టేషియస్ లెష్మేనియాసిస్ ఓకే క్రుటేషియస్ అంటే మన స్కిన్కి సంబంధించిన లెస్మేనియాసిస్ వ్యాధి ఇంకోటి వచ్చేసి రెస్పిరేటరీకి సంబంధించిన లెస్మేషియా లెస్మేనియాసిస్ ఇలా ఇదే శాండ్లో మూడు రకాలుగా మనకు వ్యాధిని కలిగిస్తుంది అందులో అతి భయంకరమైనది అతి డేంజరస్ అయింది ఏంటంటే వెసిరల్ లెస్మేనియాసిస్ దాని పేరే కాలా లేదా బ్లాక్ ఫీవర్ ఓకే నోట్ చేసుకోవాలండి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా దాని గురించి నోట్స్ ఇక్కడ మీకు కాలా ఆర్ బ్లాక్ ఫీవర్ ఇది female phlebo phlebotomine sand flies వల్ల ఏంటండి ఫిమేల్ ఫ్లిబోటమైన్ శాండ్ ఫ్లైస్ వల్ల మనకి సోకుతుందండి బ్లడ్ ద్వారా ఆ బ్లడ్ ద్వారా అది ఎగ్స్ని పంపిస్తుంది ఆ ఎగ్స్ నుంచి ఇది అనేది పెరుగుతూ పోతుంది అనమాట sand flies are brown in colour and have hairs on their body these flies are infected by parasite a parasite చేయడం వల్ల మనకి లెష్మేనియాసిస్ వస్తుందండి లెష్మేనియా డొనోవియాన్ ఓకే లెస్మేనియా డొనోవాని అనే ఒక వెక్టార్ అనేది మన బాడీలోకి చేయడం వల్ల లేదా ఈ యొక్క పారాసైట్ అనేది మన యొక్క బాడీలో చేయడం వల్ల మన బ్లడ్లో అది డబుల్ అవ్వడం వల్ల ఇది అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎక్కడ ఎక్కువగా ఉంటాయండి ఈ శాండ్ ఫ్లైస్ అనేటివి ఈ శాండ్ ఫ్లైస్ కడుపుల్లో నోట్లో ఉంటుందండి ఈ పారాసైట్ అలానే చేరుతుంది మనకి మలేరియా పారాసైట్ ఎలా అయితే ఫీమేల్ అనాఫ్లస్ మస్కిటో ద్వారా మన బ్లడ్లోకి చేరిందో అలానే ఇది అనమాట the vector sand fly is known to live in the cracks and crevices of muddy houses especially in the dark and humid corners చెప్పాను కదా మొత్తం మట్టిలలో చల్లగా మరియు నల్లగా చీకటిగా ఉన్నటువంటి హ్యూమిడ్ కార్నర్స్లో ఇది పుడుతుంది డబ్ల్యూహెచ్ఓ వారు మూడు రకాల లెష్మేనియాసిస్ని చెప్పడం జరిగింది ఆ మూడు రకాల లెష్మేనియాసిస్ ఏంటివి ఏంటివి అంటే అండి చెప్పాను కదా ఇక్కడ చూడండి వెసిరల్ లెష్మేనియాసిస్ ఇక్కడ మీకు స్ప్లీన్ ఎఫెక్ట్ అవుతుంది కుటేషియస్ కుటే కుటేనియస్ ఆర్ కుటేనియస్ స్కిన్కి ఆ తర్వాత మ్యూకోసల్ మీ యొక్క రెస్పిరేటరీ ట్రాక్ట్కి ఇన్ఫెక్ట్ చేసేటటువంటి ఈ మ్యూదు మూడు లెస్మేనియాసిస్ వ్యాధుల్ని డబ్ల్యూహెచ్ఓ వారు రికగ్నైజ్ చేశారు దాని గురించి కూడా ఎక్స్ట్రా నోట్స్ ఇచ్చాను నేను మీకు అలానే డిజీజ్ వచ్చేసి ఎక్కువగా పూర్ పీపుల్ని ఎఫెక్ట్ చేస్తుందండి ఓకే ఈ విధంగా అనేది వ్యాప్తి చెందుతుందన్నమాట ముఖ్యంగా ఒక మనిషిలో కనుక ఈ యొక్క లెష్మేనియాసిస్కి చెందినటువంటి లెష్మేనియా అనే ఒక పారాసైట్ అనేది దొరికినట్టయితే ఆ పారాసైట్ని ఈ యొక్క శాండ్ ఫ్లై ఓకే ఫిబోటమైన్ అనే శాండ్ ఫ్లై పీల్చుకొని అది ఇతర మనుషుల్లోకి ఎక్కించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందండి కాబట్టి వ్యాధి సోకని వారే కాదండి వ్యాధి సోకిన వారు కూడా ఇతరులకి వ్యాధి అంటించకుండా ఉండాలి అంటే వారు ఇలా శాండ్ ఫ్లైస్తో కుట్టించుకోవడం సరైనది కాదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి okay so leishmaniasis is also linked to environmental changes such as deforestation and urbanisation according to WHO దాదాపు తొంభై శాతం లెష్మేనియాసిస్ లేదా కాలాజార్ కేసెస్ ఈ పది దేశాల్లో ఉంటాయండి Brazil China Ethiopia Eritrea India Kenya Somalia South Sudan అనే దేశాలు మీరు అనొచ్చు సార్ ఎక్కడో న్యూస్లో అసలు లేని సబ్జెక్ట్ నాకు ఎందుకు చెప్తున్నారు సార్ అని అనుకోవచ్చు లేదండి న్యూస్లో ఉంది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కొన్ని వందల సంఖ్యల్లో ఈ యొక్క కాలాజార్ కేసులు బయటపడ్డాయి కాబట్టి ఇది న్యూస్లో నిలిచిందండి కాబట్టే నేను మీకు చెప్తున్నాను చాలా చాలా డేంజరస్ ఫీవర్ అండి ఇది ఓకే చెప్పాను కదా మనని మనం ఎలా కాపాడుకోగలం ఇలా మస్కిటో నెట్స్లో పడుకోవడం వల్ల మస్కిటో రెపలెంట్స్ ఫుల్గా కవర్ చేసుకోవడం ఇంట్లోకి విండోస్కి ఇలా మీరు నెట్లను పెట్టుకోవడం యాంటీ రెపలెంట్ క్రీమ్స్ని బాడీకి రాసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు ఓకే సో లెస్మేనియాసిస్ బాధ వచ్చినటువంటి పిల్లవాడు ఇలా ఉంటాడు తన పొట్ట ఇలా పెరిగిపోయి చూడండి ఇగోండి ఇదంతా స్ప్లీన్ అనేది ఎక్స్పాండ్ అయిపోయింది అలానే మొత్తం నల్లబడిపోతాడు తనకి అనేమియా వ్యాధి వస్తుందంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది అసలే బీదవారు అసలే మాల్ న్యూట్రిషన్ దీనివల్ల డబుల్ మాల్ న్యూట్రిషన్ వస్తుంది సరిగ్గా ఎదుగుదల ఉండదు enlargement of liver night sweats రాత్రిపూట చెమటలు పట్టడం ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట చూడండి severe temperature and irregular bouts రక్తస్రావం కావడం అన్ అన్యూజువల్గా బ్లాకెనింగ్ ఆఫ్ స్కిన్ స్కిన్ అనేది ఎండిపోయి పగిలిపోవడం okay scaly dark and ashen skin cough weakness అలానే వెయిట్ లాస్ కూడా ఇవన్నీ కూడా వెసిరల్ లెష్మేనియాసిస్ లేదా కాలాజార్ డిజీజ్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అనమాట సో వాటిని మళ్ళొకసారి నేను ఇక్కడ పెట్టానండి ముఖ్యంగా భారత ప్రభుత్వం ఇలా కాకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంది అని కూడా మీరు అడగాలండి ఎందుకంటే ఈ యొక్క కాలా ఆజార్ లేదా లెష్మేనియాసిస్ వెసిరల్ లెష్మేనియాసిస్ అనే వ్యాధి అండి ఏ రాష్ట్రాల్లో ఉంటుందంటే వెస్ట్ బెంగాల్ ఓకే బీహార్ బీహార్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అలానే జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఈ యొక్క వెసిరల్ లెష్మేనియాసిస్ లేదా కాలా ఆజార్ అనే వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది అండి అయితే భారత ప్రభుత్వం already national control of vector borne diseases ఏంటండి national control of vector borne diseases borne diseases అనే ఒక ప్రోగ్రామ్ తెచ్చిందండి సో ఈ యొక్క national vector borne disease control programme అనే ఒక ప్రోగ్రామ్ తేవడం ద్వారా భారత ప్రభుత్వం ఈ యొక్క వెక్టార్స్ అంటే మస్కిటోస్ని శాండ్ ఫ్లైస్ని వాటిని చంపేసి వాటిని జనాల్లోకి రాకుండా నివారించేందుకు చాలా చర్యలు తీసుకుంటున్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ పెట్టాలి ఓకే లెస్మేనియాసిస్ అండి ఇది ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయవచ్చు మనం we can treat it and ఆ పర్సన్ని మళ్ళీ మామూలు వ్యక్తిని చేయవచ్చు కానీ ఈ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి leishmaniasis is a treatable and curable disease treatment ఉంది క్యూర్ కూడా చేయొచ్చు which requires and immunocompetent system అంటే ఆ వ్యక్తి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి వారికి మంచి ఫుడ్ ఇస్తూ ఉండాలి those having a weak immune system are prone and severely affected all patients are diagnosed and promote complete treatment for this people okay cure కాగలుగుతాం కానీ వారు ఆరోగ్యంగా ఉంటేనే క్యూర్ కాగలుగుతాం ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అండి చూడండి ఇది వెసిరల్ డెస్మేనియాసిస్కి ఇలా ఒంటి నిండా ర్యాషెస్ వెయిట్ లాస్ అవ్వడం స్ప్లీను లివరు వాపెక్కి పొట్టంతా వాపెక్కినట్టు ఉండడం అనేమియా వ్యాధి అనేమియా అంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల మీరు చాలా చాలా వీక్నెస్ ఫీల్ అవుతారండి సరిగ్గా పనిచేయలేరు ఇరెగ్యులర్గా ఫీవర్స్ రావడం అనేటివి సిమ్టమ్స్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తామండి ఈ యొక్క మామూలుగా పారాసైట్స్ ఏవైతే మన బాడీలోకి చేరుతాయో వాటిని కనిపెట్టుకునేందుకు గాను పారాసెటలాజికల్ టెస్ట్ లేదా సెరలాజికల్ టెస్ట్ అనేటివి చేస్తూ ఉంటాం okay detail information of the treatment of various forms of diseases and geographical locations అనేటివి వారు అనేవారు ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి ఏవేవి ఇవ్వాలి ఎలా కంట్రోల్ చేయాలనేది డబ్ల్యూహెచ్ఓ పరిధిలో ఉంటుంది okay what does the treatment include ఏమేమి ఉంటుంది ఈ ట్రీట్మెంట్లో అంటే యాంటీ లెష్మేనియా మెడిసిన్స్ అనేటివి ఉంటాయండి వాటిని ఇవ్వడం ద్వారా వీరిని మళ్ళీ మామూలు మనుషులుగా చేయవచ్చు ద గవర్నమెంట్ ఎయిమ్డ్ మన భారత ప్రభుత్వం అండి రెండు వేల పదిహేను కల్లా ఈ యొక్క లెష్మేనియాసిస్ అనే వ్యాధిని నివారించాలి అనుకుంది మొత్తానికి అంతం చేద్దాం అనుకుంది కానీ మనం రీచ్ కాలేకపోయామన్న విషయాన్ని ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి అన్నీ ఇంపార్టెంట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే మనకి మెయిన్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి నేను చెప్తున్నాను నేషనల్ కాలా ఎన్యులేషన్ ప్రోగ్రామ్ అనేది మనం పెట్టుకున్నాం దీనికి అవసరమైనటువంటి టెక్నికల్ కేపబిలిటీస్ అనేటివి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తూ ఉంటారు ముఖ్యంగా national vector borne disease control programme దానికి సంబంధించినటువంటి పూర్తి ఇనిషియేటివ్స్ అనేది చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇదే ప్రోగ్రాం మలేరియాతో కలిసికట్టుగా చేస్తున్నారండి స్టేటస్ కనుక చూసినట్టయితే భారతదేశంలో ఎక్కడుంది అంటే ముఖ్యంగా జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎండమిక్ అండి ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా అంటే ఎక్కువగా ఓకే దాదాపు ఒక నూట అరవై ఐదు పాయింట్ నాలుగు మిలియన్ పీపుల్ అనేవారు ఈ యొక్క డిజీజ్ కింద రిస్క్లో ఉన్నారండి అంటే అంతమందికి సోకలేదు కానీ అంతమంది రిస్క్లో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో అయితే తొమ్మిది వేల రెండు వందల కేసెస్ అనేటివి కనుగొన్నారు ఓకే రిపోర్టెడ్ ఈ రెండు వేల ఇరవై ఒకటిలో అయితే పన్నెండు వందల కేసుల వరకు రిపోర్ట్ అయ్యాయి అన్న విషయాన్ని కూడా మీరు రాసుకోవాలి so don't worry be happy ఇది మన last current affair in science and technology అదేంటి అంటే అండి African swine fever African swine fever ఏ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేదండి పందుల్ని సోకేటటువంటి ఒక వ్యాధి అనమాట పందుల్ని సోకేటటువంటి వ్యాధి ఇది కేరళ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కనుగొన్నారనమాట ఈ వ్యాధి సోకినటువంటి పంది హండ్రెడ్ పర్సెంట్ చనిపోతుందండి దానికి వాంతులు అవ్వడం బాడీ లాస్ అవ్వడం ఈ వ్యాధి అనేది కూడా చాలా చాలా స్ప్రెడ్డింగ్ డిజీజ్ అనమాట స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది ఒక పంది నుంచి ఇంకో పందికి మనకి పక్షులో ఏ విధంగా అయితే బర్డ్ ఫ్లూ ఉంటుందో పందుల్లో ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది అలా అనమాట తన మాంసంలో కూడా ఈ యొక్క ఆఫ్రికన్ స్వైన్ వైరస్ ఉంటుంది ఆ మాంసం తాకిడి వలన తన యొక్క చీమిడి తాకడం వలన పందులు అనేటివి గుంపుల్లో ఉంటాయి కాబట్టి అలా అన్ని పందులు చనిపోతూ ఉంటాయి అనుకోవచ్చు పందులు ఏముంది సార్ చనిపోండి అండి కానీ కేరళ వంటి రాష్ట్రాల్లో లేదా భారతదేశం నుంచి ఈ పంది మాంసం అనేది అంతర్జాతీయ మార్కెట్స్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం సో అలా ఒక పందుల్ని పెంచేటటువంటి ఫార్మర్కి ఇలా ఒకేసారి వందల సంఖ్యలో పందులు చనిపోతే చాలా లాస్ అండి మరియు కేరళ ప్రభుత్వం వారు దాదాపు మూడు వందలకు పైగా పందుల్ని ఎంత అండి మూడు వందల పందులకు పైగా వారిని చంపేయాలి పాతి పెట్టాలి లేదా కాల పెట్టాలి అని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేశారు మరియు ఆ యొక్క ఫార్మర్స్కి కంపెన్సేషన్ ఏమి ఇవ్వకపోతే ఆ యొక్క ఫార్మర్ ఆ సంవత్సరానికి పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయినట్టే కదా సో అలా ఈ యొక్క వ్యాధి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ పంది చనిపోతుందన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి కానీ ఈ వ్యాధి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఈ వ్యాధి does not effect human does not affect human మనుషులకి సోకదండి మనుషులకి అసలే సోకదన్నమాట ఓకే ఒక పంది నుంచి ఇంకో పందికి సోకుతుంది ముఖ్యంగా ఇలాంటి టిక్స్ కూడా దీన్ని ఇతర పందులకి వ్యాప్తి చెందుతూ ఉంటాయండి okay biological vectors such as ticks okay పేన్ల లాంటి పదార్థాలు కూడా ఈ పందికి ఇతర పందులకి సోకే అవకాశం ఉంటుంది మామూలుగా పందికి ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏంటంటే జ్వరం రావడం వాంతులు కావడం తినకపోవడం ఓకే వీక్గా ఉండడం అనేటివి అన్నీ కూడా సిమ్టమ్స్ కేవలం భారతదేశంలోనే ఈ వ్యాధిని కనుక్కున్నామా ఈ మధ్యలో అంటే లేదండి చాలా దేశాల్లో ఈ వ్యాధి అనేది కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చైనా వంటి దేశంలో ఎక్కువగా కనిపించిందండి ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో బంగ్లాదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది చెప్పాను కదా ఇది చాలా చాలా యాస్ఫీ వైరస్ చాలా చాలా పొటెంట్ వైరస్ అండి వెంటనే వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఓకే ఆస్ఫావి విరిడే లేదా ఆస్ఫీ వైరస్ అనే జాతికి చెందినటువంటి వైరస్ అండి యాస్ఫీ వైరస్ సో ఏం చేస్తూ దానికి సంబంధించినటువంటి డేటా అండి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవైలో ఆఫ్రికాలో కనుక్కున్నాం ఆఫ్రికా నుంచి యూరోప్కి పాకింది అలానే సౌత్ అమెరికా ప్రాంతాలకు కూడా పాకింది ఇది కేవలం ఇంట్లో పెంచుకునే లేదా ఫామ్లో పెంచుకునే పందులకేనా అంటే లేదండి ఊర్లో తిరిగే పందులకి అన్ని పందులకి సోకే అవకాశం ఉంటుంది ఇది హెమరో హ్యాగిక్ ఫీవర్ అండి హెమరో హ్యాగిక్ అంటే చిన్న నరాలని చిన్న చిన్న నరాలని పగలగొట్టేటటువంటి ఫీవర్ అనమాట ఓకే సంబంధించినటువంటి సిమ్టమ్స్ సంబంధించినటువంటి డేటా ఒకసారి దీన్ని కూడా నేను మీకు జూమ్ చేస్తానండి ఓకే సో ఇక్కడ చూసుకోవచ్చు highly contagious okay world health ఆర్గనైజేషన్కి లానే ఎనిమల్స్ కూడా world organisation for animal epidemics లేదా ఎనిమల్ హెల్త్ అని ఒక సంస్థ ఉంటుంది వారు కూడా చెప్పారు దాదాపు twenty four percent of its member countries have reported the disease దాంట్లో ఉన్నటువంటి రెండు వందల మెంబర్స్లో ఇరవై నాలుగు శాతం మంది ఈ యొక్క డిజీజ్ని చెప్పారు ఇది చూడండి ఈ యొక్క టిక్స్ వల్ల వ్యాప్తి చెందడం ఓకే పందుల యొక్క సిమ్టమ్స్ ఇవ్వడం ఇవన్నిటిని కూడా ఒకసారి మీరు పాస్ చేసుకొని చూసుకోవాలి ఓకే లాస్ట్ ఓకే చెప్పారు world organisation for animal health అనే సంస్థ ఫర్ టెరిస్ట్రియల్ ఎనిమల్ హెల్త్ దీనికి సంబంధించినటువంటి డాటాని కానివ్వండి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రభుత్వాలకు అందజేస్తూ ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇంతటితో మన ఈ కరెంట్ అఫైర్స్ ముగిస్తూ I hope you are enjoying our classes Thank you for watching my video. This is Nikhil from Achievers Academy. Thank you.